Thank you. హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel and friends ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఏపీ డిఎల్ఈడి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి సంబంధించినటువంటి థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ అనేవి రిలీజ్ అయినాయి ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మొత్తం థర్డ్ సెమిస్టర్లో రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య నాలుగు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అందులో పాస్ అయిన వాళ్ళ సంఖ్య నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు అంటే ninety eight point two zero percentage pass percentage అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫెయిల్ అయినటువంటి వారి యొక్క వాళ్ళు ఏవైనా ఒక కాన్ఫిడెంట్ అనేది కనుక ఉన్నట్లయితే వాళ్ళు రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు సబ్జెక్టుకి వచ్చి ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళు రీకౌంటింగ్ అప్లై చేసుకుంటే ఒకవేళ పాస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉండొచ్చేమో రీకౌంటింగ్ కూడా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులోగా మీరు రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు అది సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మీ యొక్క మార్క్స్ తెలుసుకోండి All the best.